నాకు డివోర్స్ అయింది అయిన తర్వాత ఆల్మోస్ట్ నేను ఆరు సంవత్సరాలు ఆరు ఏడు సంవత్సరాలు నేను నా డాటర్ని కలవలేదు అసలు దానికి కారణం ఏంటంటే ఇప్పుడు నేను ఎక్కడో బాంబేలో నేను ఏదో సినిమాలు చేసుకున్నాను I'm very selfish person by nature ఇప్పుడు చాలాసార్లు డివోర్స్ అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే నా గురించి అక్కడ బ్యాడ్గా చెప్పేస్తారేమో అవతల వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చెప్పేస్తారేమో అందుకని నేను నేను ప్రతిరోజు అదే మా ఫోన్లో మాట్లాడతా వారం వారం కలుస్తా ఇలాంటివన్నీ పెట్టుకుంటాను బేసిక్గా విజిటేషన్ రైట్స్ నేను ఆ కన్ఫ్యూజన్ ఐ డీన్ వాడుకం మాక్సిమం ఏంటి నేను నేను చాలా బ్యాడ్ అనుకుంటాను అంతే కదా అందుకని నేను కలదు కలిస్తే తను ఒక తనకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం నేను కలిసి ఏం చెప్పానంటే నా గురించి నేను ఎంత బ్యాడ్ అన్నావో దానికన్నా ఎక్కువ బ్యాడ్ నేను ఎందుకంటే వాళ్ళు తెలిసినవే చెప్పారు మీకు చెప్పుంటారు వాళ్ళు తెలియని ఇంకా చాలా చేశారు నేను నా గురించి తప్పిస్తే ఎవరి గురించి ఆలోచన I'm the most selfish self standard దానికి నేను గర్వంగా కూడా ఫీల్ అవుతాను నువ్వు నా కూతురు నేను నాకున్న కెపాసిటీలో ఏదన్నా నీకు కావాలంటే నేను చేస్తాను కానీ నా టైం ఇవ్వను నా ఎమోషన్స్ ఇవ్వను అయినా వేరే వాటికి కేటాయించాను చదువుకోవట్లేదు అనుకో ఒకవేళ నేను కేర్ చేయను ఎందుకంటే నేను చదువుకోలేదు ఓకే నేను కూడా డోంట్ కేర్ అబౌట్ స్టడీస్ దాని తర్వాత ఎప్పుడైనా నీకు జ్వరం వచ్చి హాస్పిటల్లో ఉంటే నేను చూడటానికి రాను ఎందుకంటే నాకు హాస్పిటల్ అంటే చిరాకు ఇది చెప్పా ఇది ఏడేళ్ళ తర్వాత అని నాకు నువ్వు అంటే ఇష్టం నీకు నువ్వు నీకు నేనంటే ఇష్టం లేకపోయినా నాకు పర్లేదు ఎందుకంటే నాకు నాకు నా మీద ఇష్టం లేని వాళ్ళు అంటే నాకు ఇష్టం ఎందుకంటే ఇష్టం ఉన్న వాళ్ళు అంటే మళ్ళీ వాళ్ళ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కోసం పనిచేయాలి వాళ్ళ దగ్గర ఇంప్రెషన్ మెయింటైన్ చేయడానికి నా ఇష్టాలు నేను చంపుకోవాలి అది నేను చేయను ఇవన్నీ చెప్పాను సో దీన్ని బట్టి మీకు తెలుస్తుంది నేను పిల్లల నుండి అలా చూస్తాను <laughs> సో అందుకని ఇప్పుడు నా కూతురు నన్ను ఒక స్పీసీస్లో చూస్తాను ఒక జాతి అంటే జూలో ఒక బోర్డులో ఒక ఒక ఉంటారు కదా వేరే వేరే జంతు జంతు జాతి కాదు కానీ అది బెస్ట్ కదా ఎందుకంటే నా see I can do whatever I can without expectations కానీ ఇఫ్ షీ ఎక్స్పెక్ట్స్ అండ్ నాకు ఇది కావాలి అని అడిగితే చేస్తారు whatever in my capacity always do అడిగితే చేస్తారు యా యా oh. ఇప్పుడు తను యూఎస్లో hmm. ఉంటుంది నేను మా అయితే ఆరు నెలలు ఒకసారి ఒక ఎక్స్పెన్షన్ ఉంటుంది hmm. అది సార్ ప్రపంచంలో క్లారిటీ ఉంటుంది మీకు మాత్రం క్లారిటీ క్లారిటీ <laughs>